చాలా బాగుంది చాలా బాగుంది చూడండి hello guys welcome to my channel how are you guys ఇద్దరు బాగున్నారా అండ్ నేను ఫస్ట్ టైం బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను రేపు మార్నింగ్ వచ్చేసి కరీం వేములవాడ వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ రీచ్ అయ్యాను ఈవినింగ్ టైం ఇది ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ రేపు వేములవాడకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను సో వరంగల్ నుంచి వచ్చేటప్పుడే బ్లాగ్ చేద్దాం అనుకున్నాను సో ఎందుకో ఫస్ట్ టైం వేములవాడకి స్టార్ట్ చేస్తే మంచిగా జరుగుతుందని చెప్పేసి వేములవాడకి స్టార్ట్ స్టార్ట్ అయ్యాను and wait for Vemulawada too good morning guys ఇప్పుడే రెడీ అయ్యాము అందరం బయటికి వస్తున్నాము సో వెమ్లవాడకి రెడీ ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాము మేము బయలుదేరుతున్నాం మేము వెహికల్ కూడా బుక్ చేసుకున్నాము ఒకటి మాది ఓన్ వెహికల్ ఉంది ఒకటి బుక్ చేసుకున్నాము వెహికల్ సో వెహికల్లో కూడా ఎక్కాము జస్ట్ ఇప్పుడే ఒక కాలనీ దాటుతున్నాము ఇదండి మేము సిటీ అవుట్ స్టే అవుట్స్కట్స్కి వచ్చేసాము అప్పుడే అండ్ వెమ్లవాడకు ఒక మంచి ప్రత్యేకత ఉందండి ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం అయితే తెలంగాణ ప్రజలందరికీ ఉంది సో నేను కూడా వై డోంట్ ఐ బిలీవ్ అని చెప్పేసి ఈరోజు కూడా నేను కూడా ఫస్ట్ బ్లాగ్ వెమ్లవాడకు చేయాల్సి వస్తుంది అండ్ ఇదేంటంటే మనకి ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఎవరైనా పుట్టు వెంట్రుకలైనా పెళ్ళి శుభాలకు అయినా ఫస్ట్ టైం వెమ్లవాడ రీచ్ అవుతారు సో ఇది వచ్చే వెబ్లాడ దగ్గర సో ఇలా వెళ్తుంటే వచ్చేసి మనకు ఇక్కడ ముందు ఒకటి డ్యామ్ వస్తుందండి సో చూసారా ఇది డ్యామ్ అండి ఇది బిడ్ మిడ్మానే డ్యామ్ ఇది సో దీనికి దీనికోసం యాక్చువల్గా కొన్ని ఊర్లు కూడా తీసేశారండి తీసేసి మిడ్మానే కన్స్ట్రక్షన్ జరిగింది టెంపుల్ సో ఇలా ముందుకెళ్తే ఇప్పుడు స్టార్ట్ అయిందండి మిట్ మానర్ అనేది స్టార్ట్ అయింది చూడండి ఎంత వాటర్ ఉన్నాయో ఇక్కడ నుంచి చూస్తే కన్నీ చూపు మెర వరకు వాటరే ఉన్నాయండి మొత్తం ఫుల్ వాటర్ మేము ఇక్కడ టైంపాస్కి కొన్ని పిక్స్ కూడా దిగామండి నేను అప్లోడ్ చేస్తున్నా చూడండి ఇవ్వండి షీజ్ మై వైఫ్ ఐమనే శివాని అంటే అది నేనండి చాలా సరదాగా సో వెళ్తూ వెళ్తూ మధ్యలో నాంపల్లి టెంపుల్ వస్తుందండి ఇది చాలా ఇది కూడా పురాతనమైన టెంపులే చాలా ఫేమస్ అండి సో దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు సో లోపల ఇలా ఉంటుందండి యాక్చువల్గా వీడియో బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ చేసారు సో ఇప్పుడు వెమ్లవాడకి ఎంటర్ అవుతున్నామండి ఇది కమాన్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి సో అలా ముందుకు వచ్చిన తర్వాత ఇది రైట్ సైడ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బస్ స్టాండ్ అండి స్ట్రైట్గా ఫ్లైఓవర్ కనబడుతుంది కదా బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళొచ్చు అండి అక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టెంపుల్ సో అది బస్ స్టాండ్ అండి సో ఇక్కడ నుంచి ఆటోస్ కూడా దొరుకుతాయి లోపలికి ఈచ్ టెన్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుందండి మనకి సో నైస్ లొకేషన్ కదండి బాగుంటుంది ఇదంతా వేములవాడ సిటీ అండి సో లోపలికి వచ్చాకండి ఇది అటు ఇటు మొత్తం సైడ్స్కి షాప్స్ ఉంటాయండి సో ఫైనల్లీ రీచ్డ్ వేమలవాడ దేవస్థానం అండి అది కమాన్ అండి మెయిన్ కమాన్ అది టెంపుల్ లోపల వేపు చెట్టు వేపు చెట్టు రావి చెట్టు అంటే అవే అండి ఇటు కళ్యాణ కట్ట అండి ఇక్కడనే పుట్టు పుట్టువెంటికలు తీస్తారు పుట్టువెంటికలైనా మొక్కులు ఉన్నా కానీ ఎవరైనా తలనీళ్ళు అర్పించుకోవచ్చు ఇక్కడ ఇది మా కొడలికి గుండె చేయించాల్సి ఉంది so let's go inside There's not much to do when all I can is thinking about you. Not doing well, don't know where you are, cause you're not here. It's been way too long. if I could lay down beside you, I would, I would When nothing really matters, that's all I wanna do I hope that you are safe hear your voice Not sleeping well And I know that you're right But you should know it You've been gone for way too long now If I could lay down beside you I would, I would When nothing really matters That's all I wanna do I hope that you will see. down beside you I would, I would Even if you're gone, I won't forget you You're all I know, what I need And that ain't changing Even if you're gone, I will remember So, so పుట్టగట్ గల ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి ఇవన్నీ ఇక్కడ షాప్స్ అండి లోకల్ షాప్స్ ఇవి ఇక్కడ బెల్లం ఇస్తారు వెంకటేశ్వర లాడ్జ్లో రూమ్ తీసుకున్నాము ఇది పైకి ఎంట్రన్స్ సో ఇక్కడికి వచ్చాం లాడ్జ్ లోపలికి రిసెప్షన్ కౌంటర్లో క్యాండిడేట్ లేడు సో ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది టైం వచ్చేసి దిస్ ద టైం పైనుండి చూస్తున్నామండి కింద బోనాలు తీసుకెళ్తున్నారండి శివశక్తులు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ పోచమ్మకు బోనాలు ఇస్తారండి చాలా బాగా ఇస్తారు వాళ్ళు అదొక కళ అండి వాళ్ళకి finally reached the temple inside the temple కొడలు కట్టించే వాళ్ళు కొడలు కట్టేస్తారు సో ఇప్పుడు దర్శనం అయితే అయిపోయిందండి సో లోపల బ్లాగ్ చేద్దామంటే కెమెరా సెలవు లేదు సో దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక తీస్తున్నాను సో మేము ఇప్పుడు మళ్ళీ మీ భూమికి వెళ్తాం ఇప్పుడు పోషమ్మ టెంపుల్ వెళ్తున్నాం అండి ఇక్కడ టెంపుల్ కూడా మీకు పోషమ్మ టెంపుల్ విధిగా వెళ్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నేత పోతున్నాం అన్ని షాప్స్ అండి ఇక్కడ అన్ని పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే దొరుకుతాయండి ఇప్పుడే భీమన్న గుడికి వచ్చాము ఇదే భీమన్న టెంపుల్ మ్యాక్సిమం లోపలికి కెమెరా అలా లేదనుకుంటా సో ఇక్కడికి ఎండ్ చేసేసి ఆఫ్టర్ మళ్ళీ చూపిస్తా ఎక్కడ భోజనం తీసుకోమని చూపిస్తా టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు ఇక్కడ చాలా పీస్ఫుల్ లొకేషన్ ఇది వెమ్లవాడలో భీమన్న టెంపుల్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సో భీమన్న దర్శనం తర్వాత ఒక టిఫిన్ సెంటర్ వచ్చి టిఫిన్ చేయడానికి వస్తున్నాం మేమైతే చాలా అలసిపోయాం మన యశ్వంత్ ఇంకా ఫుల్ యాక్టివ్లో ఉన్నాడు కానీ మేము మాత్రం మర్చిపోయాం మేము చాలా అంటే చాలా అలసిపోయాం There's not much to do when all I can is thinking about you. Not doing well, don't know where you are Cause you're not here It's been way too long If I could lay down beside you I would, I would When nothing really matters That's all I wanna do I hope that you are safe and That I will see you soon If I could lay down beside you I would Oh.